అయ్యో నా పిల్లల్లారా మట్టితో చేసిన మనసుల్లారా ఏ తండ్రినైనా నన్ను మీరు మరిచారా భూమాకాశం చేసిందే నేనే కదా చెందుని చేసింది నేనే కాదా ఈ సృష్టినంతా చేసింది నేనే కాదా అయ్యయ్యో నా పిల్లల్లారా మట్టితో చేసిన మనసుల్లారా ఈ తండ్రినైనా నన్ను మీరు మరిసారా గర్భం లేసింది నేనే కాదా తల్లి కన్నా ప్రేమించింది నేనే కాదా తల్లి గర్భం లేసింది నేనే కాదా తల్లి కన్నా ప్రేమించింది నేనే కాదా ఈ నిత్య జీవమిచ్చింది నేనే కాదా అయ్యయ్యో నా పిల్లల్లా తండ్రినైనా నన్ను మీరు మరేశారా గొర్రెపిల్ల పోతా పోతాకాయి వంపింది నేనే కాదా గొరడా దెబ్బలు తిన్నది నేనే కాదా గొర్రెపిల్ల తల్లాని కోతాకాయి వంపింది నేనే కాదా గొరడా దెబ్బలు తిన్నది నేనే కాదా ఈ నిత్య జీవామిచ్చింది కాపాడేదే కదా ఆఖరి వరకు కాపాడేది నేనే కదా ఈ నిత్య జీవామిచ్చింది నేనే కదా ఆఖరి వరకు కాపాడేది నేనే కదా అయ్యయ్యో ఓ నా పిల్లల్లారా మట్టితో చేసిన మనసుల్లారా ఈ తండ్రినైనా నన్ను మీరు మరేశారా ఈ తండ్రినైనా నన్ను మీరు మరేశారా ఈ తండ్రినైనా నన్ను మీరు మరే